మన ప్రభైన క్రీస్తు వారిని మమ్మల్ని అందరికీ వందనాలు ప్రియులారా ఉదయకాలమున మనం కలుసుకోవటానికి దేవుడు మనకు మంచి అవకాశం ఇచ్చాడు నిజంగా మనల్ని క్షేమంగా కాపాడాడు ప్రియుల రాత్రంత కాలంలో మరి గత కాలంలో దేవుడు తన రెక్కల చాటును భద్రపరిచి మన ప్రయాణాల రాకపోకల్లో తోడుంటున్నాడు అందుని బట్టి దేవునికి మహిమ దేవుని వాక్యం ఈరోజు కృపవాక్యం ధ్యానించుకుందాం ప్రియులారా గ్రంథం యాభై తొమ్మిదో అధ్యాయం ఫస్ట్ వచ్చిన నుండి చదువుకుందాం రక్షింప నేరకు ఉండునట్లు హోవా హస్తము కురుచ కాలేదు వెననేరక ఎండునట్లు ఆయన చెవులు మందము కాలేదు మీ దోషములు మీకును మీ దేవునికిని అడ్డముగా వచ్చెను మీ పాపములు ఆయన ముఖం ముఖమును మీకు మరుగుపరిచెను కనుక ఆయన ఆలకింపుకున్నాడు ప్రియమైన దేవుని బిడ్డారు ఇక్కడ దేవుని లేఖనం ఏం తెలియజేస్తుందంటే మనకు స్వస్థత ఎందుకు జరగటం లేదు మనం ఎందుకు బాగుపడటం లేదు అని గమనించినట్లయితే ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు మన దోషాలు మన పాపాలు అడ్డంగా వస్తున్నాయి అని చెప్తా ఉన్నాడు ప్రేమేం దేవుని బిడ్డారా ఎందుకంటే దేవుడు రక్షించడానికి సిద్ధమైన మనసు కలిగినవాడు స్వస్థపరచడానికి సిద్ధమైన మనసు కలిగినవాడు ప్రిలారా యేసుప్రవారు చనిపోకముందు రాయబడినటువంటి గ్రంథం ఇది పుట్టకముందే ఏడు వందల సంవత్సరాల క్రితం రాయబడినటువంటి గ్రంథం ఇది అయితే ప్రియులారా అప్పుడు క్రీస్తు మనందరి కోసం బలి అయిపోలేదు కాబట్టి ఖచ్చితంగా మన పాపాలు నిలిచిపోయి ఉండొచ్చు మనం ఒప్పుకోలేదు కాబట్టి దేవుణ్ణి అయితే ఇప్పుడు యేసుప్రభారు మన పాపాల నిమిత్తం మరణించారు కనుక మన మార్గము సులువైంది ఇప్పుడు ప్రభుని చేరుకోవటానికి తండ్రిని చేరుకోవటానికి క్రీస్తు ద్వారా కాబట్టి ప్రియులరా ఇప్పుడు మన దోషాలు ప్రభు ఎదుడు ఒప్పుకోవాలి అప్పుడు మన పాపాలు ప్రభు ఎదుడు ఒప్పుకుంటే ఖచ్చితంగా మనకి స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది అంతేకాదు యశగ్రంథి యాభై ఎనిమిదో అధ్యాయంలో కూడా చెప్తున్నాడు ప్రియులారా ఏమంటాడంటే అక్కడ నీ ఆహారం ఆకులు గొను ఆకలి గున్ని వారికి పెట్టాలి రక్త సంబంధికి నీ ముఖం తప్పింపకుండా ఉండాలి దిక్కుమాలిన బీదల్ని ఇంటి చేర్చుకోవాలి వస్త్రయుడిని కనపడినప్పుడు వానికి వస్త్రాలు ఇవ్వాలని ఇవి కొన్ని ఇదే నిజమైన ఉపవాసం అంటాడు అంతేకాదు మనం ఇతరుల్ని బాధించకూడదు అంటున్నాడు దేవుడు ఇతరుల్ని వేలు పెట్టి చూపి తిరస్కరించకూడదు అంటున్నాడు చెడ్డదాన్ని బట్టి మాట్లాడొద్దు అంటున్నాడు ఇవన్నీ కూడా దేవునికి వ్యతిరేకమైన కార్యాలు కాబట్టి ఇవన్నీ మానుకోవాలి అంటున్నాడు ఎప్పుడైతే మనం మానుకుని ఇతరులను వేలు పెట్టి చూపి తిరస్కరించకుండా ఉంటామో అప్పుడు మనకు స్వస్థత శీఘ్రంగా లభిస్తుంది అన్నాడు అదే చెప్తున్నాడు అక్కడ స్వస్థత నీకు శీఘ్రంగా లభించును నీ నీతి నీ ముందర నడుచును అంటున్నాడు ప్రియులారు కాబట్టి మన పాపాలు మన దోషం ఒప్పుకొని ఆయన నమ్మదగిన వాడు మంత్రుడు కనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేస్తాడు ప్రియులారు ఒక ఇన్సిడెంట్ కొత్త నిబంధనలో చెప్పేసేసి నేను ఈ వాక్యాన్ని ముగిస్తాను యశుప్రభు వారు ఒక ఇంటిలోకి వెళ్ళినప్పుడు పక్షవాదు గలవాడిని ఆ పైన కప్పిప్పి కిందకు దింపుతారు అతనితో ఏం చెప్తాడంటే నీ పరుపెత్తుకొని లేచి నడువు నీ పాపములు క్షమించబడినవని చెప్తాడు అంటే వాడికి అస్వస్థత కలగటానికి కారణము పాపము ఒక కారణం కాబట్టి ప్రియులారా పాపాన్ని క్షమించే అధికారం యేసుప్రభారికి ఉంది కాబట్టి పాపాన్ని నీ పాపములు క్షమించబడి లేవన్నాడు క్షమించే అధికారం ఉంది కాబట్టి ఆయన క్షమించాడు క్షమించిన వెంటనే ఆయనకు స్వస్థత కలిగింది లేవగలిగాడు కాబట్టి ప్రియులారా మరి పాపాలే ముఖ్య కారణం అస్వస్థతకి దేనికైనా కానీ కాబట్టి ఈ పాపములను మనం ఒప్పుకోవాలి దేవుని దగ్గర అప్పుడే స్వస్థత మనకు కలుగుతుంది మనము స్వస్థత శీఘ్రముగా కలగడం ద్వారా సంపూర్ణమైన ఆరోగ్యం కలుగుతుంది ఆ రీతిగా మనం మరి వాక్యములు ఏమైతే తెలియజేస్తామన్నాడు అది చేద్దాం ప్రియులారా ఆ రీతిగా దేవుని వద్ద నుండి గొప్ప స్వస్థతను మనం పొందుకుందాం ఎందుకంటే ఆయన రక్షింపకనేట్లు ఆయన హస్తము కూర్చుకాలేదు అంటే ఏంటి ఆయన హస్తం కూర్చుకాల చాలా పొడవు ఎంత పొడవైనా ఉంటుంది కదా అంతేకాదు ప్రియులరా నేరకి ఉండినట్లు ఆయన చెవులు మందం కాల వింటాడు కాబట్టి మన దోషాలు మామూలు పాపాలు ఆయనకి అడ్డం వస్తున్నాయి కాబట్టి ఆ దోషాలని క్రీస్తు రక్తంలో కడిగి వేద్దాం ప్రభుని సమీపిద్దాం స్వస్థత నీకు శీఘ్రంగా లభిస్తుంది దేవుడు ఈ పరిశుద్ధ వాక్యం దీవించను కాక ఆమెన్ ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలుగా ప్రేమించిన ప్రియ తండ్రి వాక్యం మా హృదయలో ఫలింపు చేయండి సహాయం చేసి మమ్మల్ని దీవించి బలపరచండి మా జీవితంలో ఎన్నో అద్భుతాలు చేసిన దేవుడు ప్రభా కృప చూపించి అయా సహాయం చేసి మీ సన్ని తోడు గురించి బలపరచమని మా ప్రియులు బిడ్డలందరిని కూడా ఎవరైతే అనారోగ్యంగా బాధ వారందరూ మీరు స్వస్థపరచండి శీఘ్రమైన స్వస్థత ప్రసాదించండి అనేక దీర్ఘకాలిక వ్యాధుల చేత బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా నాయన వారందరినీ మీరే ఇప్పుడే దర్శించ మరణ ప్రకల మీద ఉన్న వారిని మీరు ఇప్పుడే దర్శించ touch them heal them my father lord in the name of Jesus everything possible my father lord touch them hand heal them father lord ప్రతి వారిని మీరు స్వస్థపరచండి హాస్పిటల్స్లో ఆయన మరణ పడకల మీద ఉన్నారు వారిని లేవనెత్తండి బలపరచ వారికి రక్షణ ప్రసాదించండి మా ప్రార్థన ప్రతిఫలం దయచేసి దీవించమని యేసు పరిశుద్ధనామ అడిగి పెట్టుకుని ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ ప్రమణేశు క్రీస్తు వారి కృపయ పరిశుద్ధాత్మ సవాసం మనకును సకల పరిశుద్ధులకును సకల ప్రజలకును ఎల్లప్పుడూ తోడేయండి నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనాలు ప్రియులారు మరికర దినాన్ని మనం కలుగుద్దాం కలుద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్